కానీ ఒకప్పుడు నీళ్ళు పని పాట లేకుండా తిరిగి పాట అప్పుడు మా నాన్నగారు అప్పుడు हेलो वॉरियर హలో వారియర్ చూడప్ప వాడు అగ్గడంట చూడప్ప వాడు అగ్గడంట నువ్వు మేమిద్దరంట టీమ్ మ్యాచ్ లెట్స్ గో వాళ్ళిద్దరా కింగ్స్ అది కింగ్స్ అయితే పద పద పద పద నేను చేయి జరగట్టదప్ప లేదు సబీ కన్ The blue team has scored for the first time! Dele do... Body. Yes, yes, number. এ বাড়ি king Shahid Esse não. Eu, baile na pão, इधर की पड़े मैंने बहुत नहीं हैकर ಏ ಮುರ್ಲಪ್ಪ ಓಡ್ಪೋತಾ ಇರು ಓಡೆ ನಾನು ಚಳಿ ಕುಂಟಕ್ಕೆ ಇತ್ತಾಡಪ್ಪ ಸೇಲ್ ಬರೋ ಡೈರೆಕ್ಟ್ ಅದ್ನಲ್ಲಿ అయిపోయా ఇక్కడ గ్రానైట్ ఏదో నాన్ కిల్ అయిపోద్ది ఓరే నాకు చెల్లికి ఉండే రైతే ఉండదు చైల్డ్ ఫుల్ అదురుతున్నారా ఉండు కొంచెం పౌడర్ తీసుకుంటా మైసూర్ కొంచెం పౌడర్ ఇవా పౌడర్ పౌడర్ జారుతుందా సూపర్ ఉండప్పా ఇప్పుడు దొరికింది ఉండప్పా వస్తుంది आज रीलोड रहा వస్తున్నా చూడు you body The blue team is in the lead. Cover me. Body, body. Body, body. The match is over, and the blue team is in the lead. చూడు ఇటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు ఓరే నాకేసాడు నాకు తెలియకుండా నాకు తెలియకుండా అవుతాం లేదు ఇటు ఇటు ఇటు ఇటు ఓడేసాడు రా మళ్ళా నన్ను ఇంట్లో పెంపుతా పని నా వల్ల అవుతాను expired! ఎక్కడా కష్టపడి సంపాదించాలి కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అభినంతో పాటు భద్రతం దొరకలేదు body body clear clear clear clear clear రా రా రా ముందరికి పోదాం రా వాళ్ళు చేస్తా ఉంటారు అప్ప క్యాంపింగ్ క్యాంపింగ్ అని ముందుకు పోదాం రా ఏ బాడీ నా ఏ బాడీనపరా తొందరపా ఆ ఏ బాడీ బ్రో బాడీ బాడీ నిదీ ఏ బాడీ అయిపోతాందప్ప కొట్టన వాళ్ళకి నైస్ షాట్ నీదేనరరికి నా అది ఇంకొక మాటలో చెప్పిందే తేడా Killing spree for the ah. blue team! Target down! నేను వస్తున్నాను వెళ్ళారు గారికి మీటింగ్ దగ్గర దొరికిందట తీసుకొచ్చింది ఎలా వెళ్ళుంటుందో ఎందుకు కొట్టినా కావట్లేదు అప్ప ఇల్లు ఓ నన్ను వేసాడ్రా వాళ్ళ ఇంటి ఇక్కడ ఉన్నాడు అప్ప ఇంట్లో వాచ్ అవుట్ బ్లూ ఇరవై నిమిషాలు కొట్టేశారు ఒకడే మాట్లాడుకొని చెప్పాను కదా చంపేసుకో వెరీ గుడ్ నీకు చెప్తున్నారు కదా